hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Avinash రెడ్డిని అరెస్ట్ చేయొద్దు సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం వివేక హత్య కేసులో మరో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు విచారణ చేసింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపైన వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాలపైన స్టే ఇస్తూనే అవినాష్ రెడ్డిని ఇరవై నాలుగో తేదీ వరకు అరెస్టు చేయవద్దని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది ఈ నెల ఇరవై ఐదున తిరిగి తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి పైన వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది సునీత తన పిటిషన్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన అభ్యంతరం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల చివరికి కేసు సిబిఐ విచారణ పూర్తి చేయాల్సి ఉందని వివరించారు సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు సిబిఐ కేసు విచారిస్తున్న సమయంలో దర్యాప్తుకు స్వేచ్ఛను అడ్డుకునేలా ఈ తీర్పు ఉందని అభిప్రాయపడ్డారు ఈ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి justice DY Chandrachud justice PS నరసింహాలతో కూడిన ధర్మాసనం ఎదుట సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదించారు సునీత న్యాయవాది వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది ఈ కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణకు నిర్ణయించింది ఇరవై నాలుగవ తేదీన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సిబిఐకి సుప్రీం స్పష్టం చేసింది ఇరవై నాలుగవ తేదీన ఈ కేసు సుప్రీంలో మరోసారి విచారణకు రానుంది ఇరవై ఐదున తెలంగాణ హైకోర్టు ఇప్పటి వరకు సిబిఐ అవినాష్ విచారణలో తేల్చిన అంశాలతో పాటుగా అవినాష్ ముందస్తు బెయిల్ పైన తుది నిర్ణయం వెలువరించే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలోనే సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీం తాజా నిర్ణయంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది ఇరవై నాలుగవ తేదీ వరకు సుప్రీం కూడా అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం ఒక విధంగా అవినాష్కు ఊరటనిచ్చే అంశం అయితే హైకోర్టులో విచారణకు ముందే సుప్రీం సునీత పిటిషన్ పైన విచారణ చేయనుంది విచారణలో పూర్తిస్థాయి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అదే రోజున అవినాష్ తరఫున వాదనలు వినిపించే ఛాన్స్ ఉంది దీంతో అవినాష్ వ్యవహారంలో అటు కోర్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలు సిబిఐ అడుగులు కీలకంగా మారుతున్నాయి